మీకు తెలిసారా ప్రతి సంవత్సరం మన ప్రపంచంలో ఎనభై లక్షల మంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు అందులో లక్ష ముప్పై ఐదు వేల మంది ఇండియన్స్ మాత్రమే progress report cards are meant to see the progress of the student and not the fucking results